హలో నా పేరు రామ్ గోపాల్ నేను మీకు ఈరోజు కంప్యూటింగ్ అంటే ఏంటి అనే టాపిక్ నేను మాట్లాడదాం అనుకుంటున్నాను కంప్యూటింగ్ అంటే ఏంటి క్లాసికల్ కంప్యూటింగ్ అంటే ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి వాటి డిఫరెన్సెస్ ఏంటి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఈ కంప్యూటింగ్ కావాల్సిన హార్డ్వేర్ అంటే ఏంటి అండ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉపయోగించుకొని డేటాను కంప్యూట్ చేయడం వల్ల నార్మల్ సిటిజన్కి లేకపోతే యూజర్కి బెనిఫిట్స్ ఏముంటాయి ఏ కంపెనీలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి ఈ కోర్సెస్ నేర్చుకోవడం వల్ల కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే విషయాలు ప్రస్తుతం ఈ జనరేషన్ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ